కువైట్ ఉబర్క్రియా మన మార్చి నెలలో ఇది కరెంటు షార్ట్ అయ్యి మొత్తం అంతా కాలిపోయింది ఒక ఏరియా అంతా కాలిపోయింది మొత్తం అంతా ఇది పూర్తిగానే చాలా దారుణం అబ్బా Thank que usted puede ganar más más un دولة على طول 10 سنة عوض عوض ربنا الناس చాలా మట్టి కాలిపోయింది మొత్తం ఏరియా అంతా ముబారకియా షూక్ కొలాప్స్ ఎన్ని బట్టల కొట్లు ఎన్ని దుప్పట్లు బట్టలు అన్నీ కలిపి ఉంటాయి అన్నీ కాలిపోయాయి డబ్బులు డబ్బులు కొట్టు بيتك يا Se la adorno de matón. porque hiere antes la porque hiere te la ఇంకా లోపలికి వెళ్తే మనం వెళ్ళాం కానీ లోపల చాలా భయంకరం ఉంటుంది ఎక్కడో విలేజ్లో మారుమూల గ్రామంలో కాలిపోతే గృహాలను కదా గృహాలుగా అయిపోయింది పరిస్థితి ఇక్కడ సూపర్ ఎక్సలెంట్ ఇదంతా పెద్ద పెద్ద ఏరియాది డబ్బుతో కూరుకున్నది ఈ సంవత్సరం పాపం చాలా నష్టం మొత్తం గిన్నెలు గిన్నె గిన్నెలు వంట సామాన్లు టీ టీ ప్లాస్కోలు అవతారాలు ఇంత రాగి వెండి రాగి అలమీన మొత్తం చాలా నష్టపాపం కువైట్ ముబర్క్రియా